నాటుసారాను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు special enforcement bureau CI Swami విలేకరులకు తెలిపారు సిఐ తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ అర్బన్ పరిధిలో ఏటిమొగలో ఓ వ్యక్తి నాటుసారాను విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి జగన్నాథపురం ఏటిమోగ గ్రామానికి చెందిన వ్యక్తి సారాను విక్రయిస్తున్న అతనిపై దాడి చేసి అతని వద్ద నుండి నూట ఇరవై లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ స్వామి తెలిపారు రెండవసారి నాటుసారాతో పట్టుబడినట్లయితే వారి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి వారి మీద అపరాధ రుసుముని ఇస్తారని సిఐ స్వామి చెప్పారు అంతేకాకుండా కాకినాడ సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి సారా కానియానం మద్యం ఇతర రాష్ట్రాల మద్యం ఉన్న ఎడ తమకు సమాచారం ఇస్తే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని వ్యక్తులను అరెస్ట్ చేస్తామని చెప్పారు ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టైంలో ముగ్గులో ఒక దగ్గర సారా ఇన్ఫర్మేషన్ రాగా నేను మా సిబ్బందితో అక్కడ ఒక పెర్షన్ అక్కడ ఒక పెర్షన్తో పాటు నూట ఇరవై లీటర్ల సారాన్ని స్వాధీనం చేసుకున్నాం ఈ కేసుపై ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అలాగే ఇప్పటివరకు ఏడు మొక్కలో మూడు వందల యాభై లీటర్లు రెండు వందల ఇరవై లీటర్లు రెండు వందల తొంభై లీటర్లు యాభై లీటర్లు యాభై లీటర్లు కూడా వీరి పర్సన్ అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేశాక రిమైండ్ అయ్యాక మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి రెండోసారి నేరం చేసినందుకు కూడా ఇప్పటివరకు ఏడు మూడు రెండు లక్షల రూపాయలు అపరాధ రుసం కూడా వసూలు చేయడం జరిగింది చాలా మంది అలాగే మా కాకినాడ సౌత్ పరిధిలో ఏటి ముఖంలో ఇటు పెద్దపూడి మండలంలో ఎక్కడైనా యానాం మద్యం కానీ ఒరిసా మద్యం కానీ గోవా మద్యం అలాగే స్నాట్ సార్ ఎక్కడికైనా వివరాలు తెలియపరిస్తే వాళ్ళ వివరాలు గొప్ప నుంచి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది